hi friends welcome to trend today YouTube channel ప్రస్తుతం మనం చూస్తుంది సోలార్ ఫెన్సింగ్ సంబంధించి ఒక సిస్టమ్ సంబంధించి ఒక కన్వర్టర్ బాక్స్ ఈ బాక్స్ అయితే మేము గతంలో ఆలోచించాము పందులో బెడ తక్కువ ఉంది కొత్తగా ఆల్బమ్ తోటేసాం రీసెంట్గా పందులు వచ్చేసి రెండు మూడు చెట్లు తవ్వేసినాయి మొత్తం డిస్టర్బ్ చేసేసినాయి అందువల్ల సోలార్ ఫెన్సింగ్ ఎంచుకున్నాం అయితే ఫేస్బుక్లో రెండు మూడు సార్లు చూసాం సాయి కిరణ్ అనే వ్యక్తి సోలార్ ఫెన్సింగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సోలార్ ఫెన్సింగ్ సంబంధించి మిషన్లు కూడా చూసాం అన్ని చూస్తే ఇక ప్రజెంట్ మనం మీరు స్క్రీన్లో చూస్తుంది ఈ సోలార్ ఫెన్సింగ్ ఇది ఈ సోలార్ ఫెన్సింగ్ ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఆను ఆఫ్ అనేది అన్నిటికీ ఉంటుంది మళ్ళీ ఇంకోటి అలారం అనేది ఒక కొత్త ఆప్షన్ ఇచ్చారు మనకు ఎవరన్నా మనం అలా ఫెన్సింగ్ వేసుకుంటాం ఫెన్సింగ్ వేసుకున్నాక తీగలకు ఎవరికైనా అంతే అంటే మనుషులైనా జంతువులైనా ఇంకా విరివిగా ఏవైనా అన్నా అలారం అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది మళ్ళీ ఇంకోటి ఇంకో ఆప్షన్ ఇచ్చారు twenty four hours twelve hours twenty four hours అనేది ఎండ ఉన్నప్పుడు వస్తుంది ఎండ అంటే చీకటి పడ్డాక కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతూ ఉంటుంది బ్లింకింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది పవర్ సప్లై అవుతూ ఉంటుంది ట్వెల్వ్ అవర్స్ అనేది చీకటి పడంగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఏది చూజ్ చేసుకుంటే రైతులకు యూస్ఫుల్ బట్టి మెయింటైన్ చేసుకోవచ్చు పవర్ ఆప్షన్ కూడా ఇచ్చారు చూడండి మీరు పవర్ ఇట్లా హై పవర్ అంటే హై పవర్ నార్మల్ అంటే నార్మల్ రెండు రకాలుగా ఉన్నాయి ఈ సోలార్ ఫెన్సింగ్ బాగుంటుంది టూ ఇయర్స్ వారంటీ కూడా ఇది ఐఎస్ఓ సర్టిఫైడ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఈ కంపెనీ సర్టిఫై చేశారు ప్రజెంట్ మార్కెట్లో కూడా బాగుంది నేను అడగగానే ఇతను పంపాడు సోలార్ ప్యానల్తో పాటు డెలివరీ అంటే పేమెంట్ వేసాము అయితే ఇందులో రెండు రకాల అమౌంట్ ప్రైజ్లలో ఈ సోలార్ లభ్యమవుతుంది seven thousand five hundred eight thousand five hundred seven thousand five హండ్రెడ్తో ఫైవ్ ఐదు ఎకరాల నుంచి ఏడు ఎకరాల దాకా ఫెన్సింగ్ వేసుకోవచ్చు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో ఒక టెన్ ఎకరాస్ నుంచి ట్వంటీ ఎకరాస్ దాకా ఫెన్సింగ్ వేసుకోవచ్చు మనకు అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి ఇతను అడగగానే పంపాడు దీనికి సంబంధించి క్లిప్స్ కూడా ఇచ్చాడు ఆ క్లిప్స్తో అని చేసుకోవచ్చు వీళ్ళ కంపెనీ ఏంటంటే ఎస్కే దిర్తిక సోలార్ సిస్టమ్ అనేది ఇచ్చారు మనం మనం చూడవచ్చు ప్యానల్స్ కూడా ఉన్నాయి ఈ ప్యానల్స్ ద్వారానే అంటే ఫెన్సింగ్ నడుస్తుంది ఫెన్సింగ్ సంబంధించిన పవర్ కూడా లోడ్ అవుట్ అవుద్ది కన్వర్టర్ బాక్స్ ఛార్జర్ ఇచ్చారు బ్యాటరీ కూడా ఇచ్చారు మనం కరెక్ట్గా చూసుకుంటే అంటే ఇది రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ సోలార్ పనిచేయక ఛార్జింగ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నా నైట్ పూట ఎక్కువ పందులో బెడద దొంగలో బెడద ఉంటుంది కాబట్టి మనం ఈ ఛార్జర్ ద్వారా ఈ బ్యాటరీని తీసుకెళ్ళి ఛార్జింగ్ కూడా పెట్టచ్చు ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ ఫిట్టింగ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఫెన్సింగ్ అనేది నడుస్తుంది కరెంట్ అనేది కరెంట్ మూమెంట్ అనేది ఎవరు ముట్టుకున్నా చాక్ కొడుతుంది ఒకవేళ సోలార్ పని చేయకుండా మనకి ఇలాంటి ఆప్షన్స్ కూడా ఇచ్చారు నేను అడగగానే పేమెంట్ కూడా వేసాను ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు వెంబడే నేను సాయంత్రం ఆరు గంటలకు ఐదు గంటలకి అనే కాల్ చేస్తే వెంబడే అనే సోలార్ కూడా ప్యాకేజ్ మన టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా కూడా తొందరగా పంపాడు మాది నేటివ్ ప్లేస్ జనగాం జనగాం కేసారు మనం చూడొచ్చు రెండు వందల యాభై డెలివరీ చదివితే అతి తొందరగా అంటే మా అంటే నన్ను చేరుకుంటుంది అంటే తొందరగా మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు డైరెక్ట్ వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు మనకు ఆర్టీసీ నుంచి కూడా కన్సైన్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు కన్సైన్మెంట్ నెంబరు అతి త్వరగానే వచ్చింది మనం దీని అంటే ఇంత ఫాస్ట్ డెలివరీ ఉంటుందని కూడా అనుకోలేదు నిన్న ఎగ్జాక్ట్లీ వాళ్ళ అంటే ఆయన ఏరియా నుంచి ఆరు యాభై రెండుకి బుకింగ్ అయింది తర్వాత కరీంనగర్ కరీంనగర్కి ట్రాన్స్పోర్టేషన్ అయింది ఏ టైంకి నైట్ అంటే ఇండియన్ టైమ్స్ ప్రకారం ట్వంటీ టూ థర్టీ త్రీ టైంకి పది కరీంనగర్కి చేసుకు చేరుకుంది పది నైట్ ఒకటి గంటలకు కరీంనగర్ చేరుకున్న తర్వాత కరీంనగర్ నుంచి హనుమకొండకి ఉదయాన్నే పంపారు నాలుగు నలభై ఒకటికి తర్వాత ఏడు ముప్పైకి హన్మకొండకు చేరుకుంది హన్మకొండ నుంచి మా జనగాం కూడా పంపారు సెవెన్ థర్టీ ఫోర్ అంటే ఎగ్జాక్ట్లీ ఇంకో ఫోర్ అవర్స్లో ఆ డెలివరీ కూడా మా ముందు ఉంది బెటర్ దెన్ సోలార్ అన్ని కంపెనీల కంటే ఈ కంపెనీ కొంచెం better than two two years warranty కూడా ఉంటుంది మేము అంటే ఈ అంశాలతో పాటు ఈ పార్ట్ వన్ ఇది part two part three part four దీని యూస్ఫుల్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి ఏంది అన్నీ కూడా మేము వరుసగా లింకులు పెడతాం రైతన్నలకు మేలుగా ఉంటుందనే ఈ అంటే యూట్యూబ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం అందరూ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి